కాలేజీ కావాలన్నారు వంద పర్సెంట్ జనగామకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తా నర్సింగ్ కళాశాల పాలిటెక్నిక్ కళాశాల కావాలన్నారు ఖచ్చితంగా నర్సింగ్ కళాశాల పాలిటెక్నిక్ కాలేజీ కూడా మంజూరు చేస్తా వచ్చే లో మెడికల్ కాలేజీ కూడా నేనే వచ్చి కొబ్బరికాయ కొట్టి చేస్తా అని చెప్పి కూడా మీకు హామీ ఇస్తా ఉన్నా మెడికల్ కాలేజ్ ఎప్పుడు కూడా హామీ ఇవ్వలేదు తప్పకుండా జనగామ మెడికల్ కాలేజ్ సాధించుకుంటాం హామీ ఇచ్చిందనే తప్పది హామీ మేము అన్నాం గా ఎమ్మెల్యేలు మేము అన్నాం కానీ మా ముఖ్యమంత్రి ఎక్కడ కూడా అందే ఉంటున్నారా జనగాంకు మెడికల్ కాలేజ్ చేస్తాం అది ఎట్టి పరిస్థితులు